శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ఇది చాలా సునాయాసమైన సులువైనటువంటి తంత్రం చాలా సులువు ఇది దీనికి డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరమే లేదు ఇది ఎలా అంటే మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి సముద్రపు ఉప్పు కళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే ఉప్పు ఉప్పు కళ్ళు సాల్ట్ కాదు ఉప్పు కళ్ళు ఈ ఉప్పు కళ్ళు ఎనిమిది వందల గ్రాముల ఉప్పు కళ్ళును ఒక గుడ్డలో మూటగట్టి మీ ఇంటికి నైరుతి మూలన ఎక్కడైనా వేలాడదీయండి ఇలా వేలాడదీయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి రుణావేశ శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పెట్టినటువంటి రెండు రోజుల్లోనే మొత్తం నెగిటివ్ అంతా పోతుంది మీ ఇంట్లో పాజిటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటని అడుగుతారు పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రశాంతత మనం కోరుకున్నటువంటి కోరికలు ధర్మబద్ధమైనప్పుడు అవి నెరవేరడం మీకు మీ ఇంటి గృహంలో అడుగుపెట్టిన వెంటనే మీకు ప్రశాంతంగా నిద్ర పట్టడం సంతోషంగా ఉండడం ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అంటాం అలాగే ఇంకా దారుణమైనటువంటి నెగిటివ్ ఉన్నప్పుడు ఇదే ఉప్పును ఒక చిన్న పింగాణి బౌల్లో వేసి మీ బెడ్రూమ్ నైరుతి మూలంలో ఉన్నటువంటి బెడ్రూమ్లో మంచానికి కొద్దిగా దూరంగా ఒక ప్లేట్లో వేసి పెట్టండి ప్రతి అమావాస్య నాడు కూడా ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఇలా ఒక మూడు నెలలు పెడితే ఈ ఉప్పు ఏదైతే ఉందో ఆ యొక్క మీ బెడ్రూమ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మీ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి నెగిటివ్ను మొత్తం పోగొట్టి ధనాన్ని వర్షంగా కురిపించేటటువంటి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది మీ గృహంలో ఇది ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువ డబ్బు ఖర్చుతో చేసుకోవచ్చు దీంతో పాటుగా మీ ఇంట్లో తప్పకుండా ఆవు నెయ్యితో దీపారాజన చేసుకోండి అలాగే రోజు ఒక రెండు మాలలు స్వర్ణాకర్షణ కాల భైరవ మంత్రం జపం చేసి భగవంతుణ్ణి అడగండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అని మన భగవంతుణ్ణి అడగాలి ఈ విధంగా అడగడం వల్ల మీకు తప్పకుండా మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది ధన సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ను కింద ఎరుపు రంగు బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము పంపించేటటువంటి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మీకు వెంటనే రావడానికి అక్కడ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం ఆవిష్కృతమవుతుంది రాబోతుంది ఈ యొక్క గంటల పంచాంగంలో శక్తివంతమైనటువంటి శుభముహూర్తాలతో పాటుగా అత్యంత సులువైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది ఈ యొక్క పంచాంగము అన్ని పుస్తకాల షాపుల్లో కూడా దొరుకుతుంటాయి ఈ పంచాంగాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ద్వారా అన్ని చోట్ల కూడా ఇవ్వబడతాయి ఇవ్వబడతాయి ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తూ మీ కాలభైరవ స్వామి శుభం భవతు